నమస్తే వెల్కమ్ టు విశ్వం వాయిస్ నేను శ్రీనివాస్ ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం నేడు రాజ్యసభలో డెబ్బై రెండు మంది సభ్యులకు వీడ్కోలు కార్యక్రమం రాజ్యసభలో మాట్లాడనున్న పదవి విరమణ చేయనున్న సభ్యులు పాన్ ఆధార్ లింకు నేడే ఆఖరి గడువు తర్వాత అనుసంధానం చేస్తే ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలకు జరిమానా త్వరలో చెన్నైలో రెండో విమానాశ్రయం తమిళనాడు ప్రభుత్వం నాలుగు ప్రాంతాలను సిఫార్సు చేసిన వైనం మళ్ళీ ఏపీఐల కొరత చైనా లాక్డౌన్లతో ఫార్మా కంపెనీల్లో గుబులు హిలీహెన్స్ షో ఫైనల్లో ఆస్ట్రేలియా నూట యాభై ఏడు పరుగులతో వెస్టిండీస్ చిత్తు నేడు రాజ్యసభలో డెబ్బై రెండు మంది సభ్యులకు వీడ్కోలు కార్యక్రమం జరగనుంది చివరిసారిగా రాజ్యసభలో పదవి విరమణ చేయనున్న సభ్యులు మాట్లాడనున్నారు ప్రశ్నోత్తరాలు జీరో అవర్ను చైర్మన్ రద్దు చేశారు రోజంతా సభ్యులు ప్రసంగాలు కొనసాగనున్నాయి సాయంత్రం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాసంలో డెబ్బై రెండు మంది సభ్యులకు విందు ఏర్పాటు చేయనున్నారు తెలుగు రాష్ట్రాల నుంచి పదవి విరమణ చేస్తున్న వారిలో Sujana Chowdary Vijayasai Reddy TG Venkatesh Suresh Prabhu D Srinivas captain Lakshmikantha Rao ఉన్నారు మీ ప్యాన్ను ఆధార్తో అనుసంధానం చేశారా ఒకవేళ చేయకుంటే ఈరోజే ఆ పని పూర్తి చేయండి ప్యాన్తో ఆధార్ను అనుసంధానం చేయడానికి గురువారంతో గడువు ముగియనుంది గడువు తర్వాత ఏప్రిల్ ఒకటి నుంచి మూడు నెలల్లో లేదా జూన్ ముప్పై నాటికి అనుసంధానం చేస్తే ఐదు వందల రూపాయలు ఆ తర్వాత చేస్తే వారు వెయ్యి రూపాయల జరిమానాన్ని చేయాల్సి ఉంటుందని కేంద్ర ప్రత్యక్ష పనుల బోర్డు తెలిపింది పాన్ ఆధార్తో అనుసంధానం చేయకపోయినా రెండు వేల ఇరవై మూడు మార్చి వరకు పాన్ పనిచేస్తుందని ఆ తర్వాత పనిచేయదని పేర్కొంది పాన్ ఆధార్ అనుసంధానం అనుసంధానం అయినది లేనిది ఆదాయ పన్ను ఈ ఫైలింగ్ పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చు దేశ రాజధాని నగరంలో చెన్నైలో రెండో విమానాశ్రయ ఏర్పాటు పనులు త్వరలో చేపట్టినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది పార్లమెంట్ సమావేశాల్లో బుధవారం రాష్ట్ర ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా బదులిస్తూ చెన్నైలో రెండో విమానాశ్రయ ఏర్పాటుకు సంబంధించి తమిళనాడు ప్రభుత్వం నాలుగు ప్రాంతాలను సిఫారసు చేసిందన్నారు వాటిని పరిశీలించి రెండు స్థలాలు ఎంపిక చేశామని స్థలం ఎంపిక విషయమై రాష్ట్ర ప్రభుత్వ సమాధానం కోసం వేచి ఉన్నామని కేంద్ర మంత్రి తెలిపారు చైనాలో కోవిడ్ విజృంభణ భారత్ ఫార్మా కంపెనీలను మళ్లీ ఆందోళనకు గురి చేస్తుంది కోవిడ్ను కట్టడికి షెన్చిన్ షాంఘై నగరాల్లో చైనా పూర్తి లాక్డౌన్ అమలు చేస్తుంది దీంతో ఈ రెండు నగరాల ఓటరీల నుంచి ఎగుమతి దిగుమతులు ఆగిపోయాయి భారత ఫార్మా కంపెనీలు తమ ఔషధాల ఫార్ములేషన్ల తయారీకి అవసరమైన కీలక ముడి పదార్థాలు వాటి తయారీకి అవసరమైన రసాయన మిశ్రమాల్లో డెబ్బై శాతం చైనా నుంచే దిగుమతి చేసుకుంటాయి షాంఘై షన్జిన్ రేవుల నుంచే ఇవి ఎక్కువగా ఎగుమతవుతుంటాయి అప్రతిహత విజయాల్లో ఆదరకూడుతున్న ఆస్ట్రేలియా మహిళల వండే ప్రపంచ కప్ను చేజిక్కించుకునేందుకు కేవలం ఒక్క మ్యాచ్ దూరంలో నిలిచారు ఓపెనర్లు అలిసా హిలీ సెంచరీతో రాచల్ హెన్స్ ఎనభై ఐదు హాఫ్ సెంచరీతో కథం తొక్కడంతో బుధవారం జరిగిన సెమీఫైనల్లో ఆస్ట్రేలియా నూట యాభై ఏడు పరుగులతో వెస్టిండీస్ను చిత్తు చేసింది వర్షం వల్ల నలభై ఐదు ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ మూడు వికెట్లకు మూడు వందల ఐదు పరుగుల భారీ స్కోర్ సాధించింది player of the match Hayley హెన్స్కు మొదటి వికెట్కు రెండు వందల పదహారు పరుగులతో అద్భుత ఆరంభం ఇచ్చారు చివరిలో ముని ముప్పై ఒకటి బంతుల్లో మూడు ఫోర్లతో నలభై మూడు నాటౌట్తో మెరుపు ఇన్నింగ్స్ ఆడగా కెప్టెన్ లానింగ్ ఇరవై ఆరు బంతుల్లో ఇరవై ఆరు నాట్అవుట్ దాటి బ్యాటింగ్తో సత్తా చాటింది ఇక భారీ లక్ష్య ఛేదంలో వెస్టిండీస్ ముప్పై ఏడు ఓవర్లో నూట నలభై ఎనిమిది పరులకే కుప్పకులి ఘోర పరాజయం చేస్తుంది గాయంతో విండీస్ బ్యాటర్లు చినేలి హెన్రీ అనిసా మహమ్మద్ క్రీజ్లోకి రాలేదు captain Stafanie Taylor top scorer కాగా డొటీన్ ముప్పై నాలుగు మ్యాథ్యూస్ ముప్పై నాలుగు ఓ మోస్తారుగా ఆడారు గురువారం జరిగే రెండో సెమీఫైనల్లో defending champion England South Africa అమితమి తేల్చుకుంటాయి ఖమ్మం జిల్లా తల్లాడ మండలం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం తల్లాడ మండలం వ్యవసాయ రూపే కార్డు మాయాన్ డబ్బులు కుంభకోణం చేసిన నిందితులను గుర్తించిన అధికారులు హైదరాబాద్ నుండి తల్లాడ మండలం సహకార వ్యవసాయ సంఘానికి వచ్చి విచారణ చేపట్టగా అవినీతి జరిగిందని ఇప్పటి వరకు నలభై ఆరు లక్షల రూపాయల కుంభకోణం జరిగినట్లు ఇంకా నూట ఇరవై మంది రైతులకు ఇంకా డబ్బులు ఇవ్వాలని వాటి మీద సమాచార ప్రజావేదిక నాయకులు కోయిని వెంకన్నటి మాట్లాడారు ఎంక్వైరీలో చెప్పారు అది కాక ఈ మండలంలో ఒక గేదెనిచ్చి రెండు గేదెలకి రెండు గేదెలు ఇచ్చి నాలుగు గేదెలకి డబ్బులు తీసుకున్నారు మొత్తంగా చూస్తే ఈ సొసైటీ ద్వారా ఎన్ని రకాల ఈ అవినీతులు జరిగినాయంటే ఎన్ని రకాల పథకాల ద్వారా వ్యవసాయ రైతులకి రుణాలు ఇస్తారో అన్ని రకాల్లో కూడా అవినీతి జరిగింది ఇది అడవికి వెన్నెల కాసినట్టుంది ఈ సత్తుపల్లి ఎమ్మెల్యే గారి పరిధిలో ఉంటే ఇది కనీసం ఇప్పటివరకు ఫిర్యాదుదారులు మేము మా మా డియర్ ఫ్రెండ్ ఎమ్మెల్యే గారు మేమే దీని మీద ఆరోపణ చేస్తే ఇప్పటివరకు మాట్లాడలేదు లోకాయుక్త వారు ఈరోజు ఇక్కడికి ప్రత్యక్షంగా వచ్చి ఎంక్వైరీ చేసి సమగ్ర రిపోర్టు ఇస్తున్నందుకు సంతోషం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం అదే సందర్భంగా ఇంకా ఎక్కడన్నా ఇటువంటి జరిగితే మొత్తం ఇవ్వమన్నారు మేము కూడా మాధ్యమాల ద్వారా వివిధ పత్రికల యూట్యూబ్ ఛానల్స్ మీడియాల ద్వారా తెలియజేసేది ఏంటంటే ఈ మండలంలో ఇటువంటి బాధితులు ఉంటే మాకు ఎప్పుడు కబుర్ చేసినా మేము వస్తాం ఇంకో విచిత్రకరమైన విషయం ఏంటంటే మధ్యలో ఈ విచారణ జరుగుతుంటే మేము వాళ్ళకి అమ్ముడు పోయామని డబ్బులు తీసుకున్నామని భయపడ్డామని దుష్ప్రచారం చేశారు ఇంకో ప్రముఖ ప్రజా విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ వారు మేమే చేశామని ప్రకటించారట ఇచ్చారా తెలియజేశారు ఏదో చేశారు దురదృష్టకరం ఒకవేళ వాళ్ళు అట్లా తెలియజేసినా తెలియజేయకపోయినా ఇప్పటి వరకు ప్రజల కోసం మేము త్యాగాలు చేస్తున్నాం బ్రహ్మాండంగా ఉద్యమాలు చేస్తున్న వాళ్ళు మండల కేంద్రం ఇన్ని లక్షల కుంభకోణం జరిగితే అది కూడా రైతుల కోసం జరిగితే పట్టించుకోకపోవడం అనేది విచారకరం ఏది ఏమైనా ఈరోజు ఈరోజు ఎంతండి ఈరోజు ముప్పై మార్చి రెండు వేల ఇరవై రెండున లోకాయుక్త వారు స్వయంగా ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నమస్తే అయితే వాళ్ళ వాళ్ళ మీద ఇప్పటివరకు పోలీస్ కేసు నమోదు కాలేదు ఇక్కడ ఇంతకుముందు తిరుపతి రెడ్డి గారు ఎస్ఐ గారికి మేము ఇస్తే మీరు దగ్గరకు వస్తే వీడియో తీస్తే మీ మీద కేసు పెట్టా ఉన్నాడంటే పోలీసు వారు ఎంత పక్షపాతంగా వివరించారో చూసాం అయితే భయపడి మేము ఆగలే ఆయన కరోనాలో ఉన్నాడు కాబట్టి దగ్గర పోయి ఆందోళన చేయొద్దు ఆ పేరుతో మన అనవసర కేసు పెడతారని ఆగాము ఏమైనా ఈ మొత్తం కార్యక్రమంలో మీడియా వారు మొదటి నుంచి కూడా మంచిగా స్పందించారు ఈ వెలుగులు తీయడంలో మేము కీలక పాత్ర మాదే కాదు అన్ని అవయవాలు కలిస్తే ఇది వెలుగుకొచ్చినాయి మీడియా వారికి కూడా అన్ని రకాల మీడియా వారికి మా యొక్క సమాచార హక్కు ప్రచార వేదిక తరఫున ఈ కార్యక్రమం చేసినందుకు మీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నా పేరు కోయిని వెంకన్న నా phone number eight nine eight five eight four seven six three four నమస్తే మెదక్ జిల్లా పెద్ద శంకరంపేటలోని మేజర్ గ్రామ పంచాయతీలో నాగుపాము కలకలం రేపింది గ్రామ పంచాయతీ కార్యంలో విధులు నిర్వర్తిస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ ఆనంద్ వెనకాలకి నాగుపాం ప్రవేశించింది దాంతో సిబ్బందికి కనపడింది విషపూరితమైన పాము త్రుటి నుంచి చాకచక్యంగా తప్పించుకున్నాడు ఈ విషయాన్ని గమనించిన గ్రామ పంచాయతీ కార్యాలయం సిబ్బంది దాన్ని చంపి కాల్చివేశారు చిన్నదే అది చిన్నదా చూడు ఒక్క అది లేకపోతే ఇప్పటిదాకా మొత్తం దింగానం చేస్తుండేది మొత్తం మూలకి జరగడానికి నేను మూల మొత్తం మూల కొట్టు మూల కొట్టు కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని అడ్లూరు ఎల్లారెడ్డి గాయత్రి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణ వేద పండితుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది ఈ సందర్భంగా సదాశివనగర్ మరియు రామారెడ్డి మండల గాయత్రి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ పాలోజుల శ్రీనివాస్ శర్మ మాట్లాడుతూ లోక సుఖ సంతోషాల కోసం అంగరంగ వైభవంగా శివపార్వతుల కళ్యాణం నిర్వహించమన్నారు అచింత్యాభ్రియమానస్య మహాజలౌలస్య మధ్య పరిగ్రహమానానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఏకతమే వ్యక్త వ్యక్త మహదాని పరిస్థితి అదొక భయం వాం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతో శివ సదాశివ ఈశ్వర మహేశ్వర పరమేశ్వర పంచాదశయ ప్రణామిత పరశివ గోత్రోద్భవస్య సదాశివ శర్మణా నత్రే चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु शिव सदाशिव ईश्वर महेश्वर परमेश्वर पञ्चादशय प्र సదాశివనగర్ రామారెడ్డి మండలాల ఐక్య సమాఖ్య ఆధ్వర్యంలో నిన్న ఈరోజు లోక కళ్యాణార్థము గాయత్రి పురస్చరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అందులో భాగంగా నిన్న రోజున గాయత్రి జపము ఆత్మీయ బంధువుల గాయత్రి బ్రాహ్మణ సంఘ సభ్యులు మరియు ఆత్మీయ సంఘ సభ్యుల ఆధ్వర్యంలో జరిగింది ఈరోజు ఉదయము జపతర్పణ పూర్ణాహుతి హోమము పూర్ణాహుతి తర్వాత శివ కళ్యాణం దీనికి తోడు ఈరోజు మాస శివరాత్రి కాబట్టి మహాశివుడికి రుద్రాభిషేకం మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయడం జరిగింది ఇదంతా కూడా చేయబడినటువంటి కార్యక్రమము బ్రాహ్మణో మమదేవత అన్నట్టు లోక కళ్యాణార్థము ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది లోకక్షేమాన్ని కోరుకునేటువంటి గ్రామ పౌరోహితులందరం కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా ఆత్మీయ బంధువుల అండదండలతో చేకూర్చడం జరిగింది దీనికి సంఘ సభ్యులందరూ కూడా సహకరించారు ఈ కార్యక్రమం మొత్తము సంఘ సభ్యుడైనటువంటి వల్లంబట్ల నాగరాజ్ శర్మ హైదరాబాద్లో ఉంటాడు రామారెడ్డి నివాసి ఆ వేదబ్రహ్మ ఆధ్వర్యంలో కార్యక్రమం అంతా కూడా నిర్విఘ్నంగా కొనసాగింది అందరికీ నమస్కారం ఈ గాయత్రి బ్రాహ్మణ సంఘం ఇక్కడ చాలా అద్భుతంగా వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది మరి మీరు కొంత కాలం క్రితం మాకు ఈ ఇక్కడ గాయత్రి పురస్కరణ చేయడం అనే ఒక ఆలోచన ముందుకు తీసుకొచ్చారు అయితే నేను హైదరాబాద్లో ఉంటాను అయినప్పటికీ కూడా ఇక్కడి వారందరూ ఎంతో అభిమానంతో చూస్తుంటారు కాబట్టి ఇక్కడ ఒక అద్భుతమైన కార్యక్రమం చేశాము మహన్యాసపూర్వక రుద్రాభిషేకము అలాగే గాయత్రి లక్ష గాయత్రి జపంతో నూతనంగా ఏర్పడనున్న కోనసీమ జిల్లాలో కొత్తపేటను రెవెన్యూ డివిజన్గా ప్రకటించినందుకు ప్రభుత్వ విప్ మరియు కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యులు చిల్లా జగ్గిరెడ్డి కొత్తపేట మండలంలో పాత బస్టాండ్ సెంటర్ వద్ద వైఎస్ రాజశేఖర రెడ్డి బాబాసాహెబ్ అంబేద్కర్ స్వర్గీయ తారక రామారావు విగ్రహాలకు పూలమాలలు వేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు బస్టాండ్ సెంటర్ నుండి మారుతి సెంటర్ వరకు ఊరేగింపుగా కార్యకర్తలతో తరలివచ్చారు ఇది చాలా సంతోషించవలసిన విషయం ఇది మన గారి విజయం మన కొత్త కొత్త గ్రామ విజయం నేను ఒకే ఒక మాటలో చెప్తాను మన ఎమ్మెల్యే గారు అపారమైన కృషి పట్టుదల అభివృద్ధి యొక్క ముఖ్య ఉద్దేశమే మన కొత్తపేట నియోజకవర్గం రెవెన్యూ డివిజన్ జగన్ గారు ప్రతిపాదించడం చాలా సంతోష సంతోషించవలసిన సమయం అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ జై జగన్ జై చిర్ల జగన్ మన ఎన్టీ రామారావు గారికి దండేయడం అలాంటి సంస్కారాన్ని మేము నేర్చుకోవాలి కాబట్టి ఎవరైతే అభివృద్ధి పనులు చేస్తున్నారో వాళ్ళని అభినందించి తీరాలి కాబట్టి జగ్గిరెడ్డి గారు కృషిని పట్టుదలని మనందరం కూడా మరి ఇక ఇక్కడి ఇప్పటి నుంచి ప్రజలకు రాబోతున్నారు ఆయన జగ్గిరెడ్డి గారు ఏ ఇష్యూను పట్టుకుని బ్రహ్మాండమైనటువంటి కొత్త మండలానికి ఒక ఊపు ఒక ధైర్యం మరాఠీ కార్యకర్తలకి ఒక ధైర్యాన్ని ఇచ్చాడు ఏం చేశారు కొంతమంది కంటే ఈ చరిత్రలో జరగలేనటువంటి కార్యక్రమాలు జగన్ గారు చేశారని మన ప్రజల మధ్యకి వెళ్ళి చెప్పగలిగే ప్రకటించినటువంటి నాయకుడు మరి జగన్ రెడ్డి గారు కాబట్టి అటువంటి నాయకుడిని మన అందరం కూడా పెద్ద ఎత్తున మద్దతు తెలపాల్సినటువంటి బాధ్యత మనలో వరకైతే పెద్ద బాధ్యత లేదు కానీ ఇప్పుడు అరే దేవా అలా ఎలకొచ్చాయి అలా ఎలకొచ్చాయి తీసుకో తీగి దిగి అలా ఉన్నాయి సూరి తీగి అలా ఉన్నాయి ఎక్కడ చూడండి బాబు కూడా వచ్చి ఇక్కడికి జగన్మోహన్ రెడ్డి గారికి పాల్గొని కోరుతా అందరూ అన్ని గ్రామాల్లో చూడండి నాయకులు ఇక్కడ ఈ పవన్ పేటలో పాల్గొంటూ కోరుతా ఉన్నాం ప్రయత్నం మీరు మరీ కూర్చోండి என்ன భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు మండలం పద్మశ్రీ సకిని రామచంద్రయ్య రాష్ట్రపతి దగ్గర పద్మశ్రీ అవార్డు తీసుకొని స్వగ్రామం కూనవరం విచ్చేసిన సందర్భంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నిక ప్రసాద్ ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు గుడిపూడి కోటేశ్వరరావు సిపిఐ నాయకులు మంగివీరయ్య గ్రామ ప్రజలు స్థానిక ఎంపీటీసీలు మరియు గ్రామ పెద్దలు ఆనందోత్సవాలతో భారీ ఎత్తున ఊరేగింపు కార్యక్రమం చేశారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎల్కారం గ్రామవాసి వడ్డేయల్లయ్య మీద దాడి చేశారు దీంతో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు పాత కక్షలు లేక ఒంటెద్దు వెంకన్న అనుచరులు దాడి చేశారని పోలీసులు విచారణ చేపట్టారు చూపించేది చూపించుకున్నా మాకేమైనా సేఫ్ చేయాలనుకుంటే మీరు ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం